హలో నేను డాంగ్లీని మాట్లాడుతున్నాను చెప్పు డాంగ్లీ నేను ఒక అమ్మాయి మైండ్ని కంట్రోల్ చేయలేకపోయాను మాస్టర్ని అడుగు మాస్టర్ డాంగ్లీ ఒక అమ్మాయి మైండ్ని కంట్రోల్ చేయలేకపోయాడంట ఎందుకని అడుగుతున్నాడు దాని మైండ్ని కంట్రోల్ చేయలేడు ఎందుకు దాని మైండ్ని ఎందుకని కంట్రోల్ చేయలేకపోతున్నాను బోకు అది ఒక ఉండాలి